విధుల్లో ఉన్నటువంటి Kakinada assistant motor vehicle inspector M Chennarao విధుల్లో ఉండగా ఒక ఎల్జీవి టాటా ఏస్ వాహనంలో కొబ్బరికాయ లోడ్తో వెళ్తున్న వాహనాన్ని ఆపి చెక్ చేయగా ట్యాక్స్ చెల్లించి ఉండలేదు దరిమిల పేపర్స్ తెమ్మని చెప్పడం జరిగింది ఆ దరిమిల ఆ వాహనం యొక్క డ్రైవరు తన వాహనం దగ్గరికి వెళ్ళి రాకపోయేసరికి డ్రైవర్ వెళ్ళి పేపర్స్ తెమ్మని అడగ్గా ఉన్న పలంగా ఒక్క క్షణం కూడా టైం ఇవ్వకుండా ఎటువంటి వాగ్వాదం లేకుండా ఇన్స్పెక్టర్ గారి యొక్క డ్రైవర్ మీద కొబ్బరికాయలు నరికే కత్తితోటి ఇన్స్పెక్టర్ గారి యొక్క డ్రైవర్ రెండు చేతుల మీద దాడి చేయడం జరిగింది ఇది కారులో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు గమనించి ఇమీడియట్గా కిందకి దిగే ప్రయత్నంలో ఆ ఇన్స్పెక్టర్ గారు దిగుతున్నాడని గమనించి ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్టర్ గారి పొట్ట మీద పైశాచికముగా చాలా దారుణంగా కత్తితోటి సుమారు పదిహేడు నుండి పంతొమ్మిది సార్లు కొబ్బరికాయల కత్తితోటి ఇన్స్పెక్టర్ని కింద పడేసి రెండు కాళ్ళ మధ్యలో ఇన్స్పెక్టర్ నిలబెట్టి నరకడం అన్నది చాలా పైశాచికం ప్రభుత్వం ప్రభుత్వ ఉన్నత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి కఠిన చర్యలు ముందు ముందు ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం technical officers association non technical officers association రవాణా శాఖ ఎస్సీ ఎస్టీ ఆఫీసర్స్ అసోసియేషను అదేవిధంగా రవాణా శాఖ కానిస్టేబుల్స్ అసోసియేషను పిలుపు మేరకు పెండౌన్ అన్నది పాటిస్తుంది